good morning friends welcome to complete data friends friends మనం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడింది ఫ్రెండ్స్ ఇంతకుముందు ప్రెస్ మీట్లో శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారు స్వయంగా చెప్పారు వాళ్ళకి ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి పరిమితులు రాలేదని ఆ పర్మిషన్ రానందున ఈ పోస్ట్పోన్ జరుగుతుందని చెప్పారు వాళ్ళు ఆర్థిక శాఖ వాళ్ళు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగారనేసి అంటే వాళ్ళని క్వరీస్ ఇచ్చారు దానికి మేము సమాధానం కూడా ఇచ్చాము వాళ్ళు దానిపైన వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఒకసారి ఆర్థిక శాఖ నుంచి మాకు అనుమతులు రాగానే మేము నోటిఫికేషన్ ఇస్తామన్నట్లు చెప్పారు అని మాకు అర్థమవుతుంది మనకి ఇదే కాకుండా బీఈడీ e అభ్యర్థులకు కూడా బీఈడి e అభ్యర్థులకు కూడా ఎస్జిడి e పోస్టులకి పర్మిషన్ ఇచ్చామనేసి నిన్న మొన్న మనకి గెజిట్ కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఎన్సిటిఈ జాతీయ విద్యా ఉపాధ్యాయ శాఖ శాఖ మండలి వాళ్ళు దానిపైన కూడా వీళ్ళు ఇంకా చర్చిస్తున్నామని చెప్పారు ఒకవేళ అది నిజంగానే వాళ్ళకి గన వాళ్ళకి కనుక బీ బీఈడీ అభ్యర్థులకు ఎస్సీడీ పోస్టులకు కనుక పర్మి కనుక పర్మిషన్ వస్తే వాళ్ళకి మరో టెట్టు నిర్వహించాలనే ఆలోచన కూడా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎందుకంటే బీఈడీ అభ్యర్థులు రాసింది పేపర్ టూ ఇప్పుడు మళ్ళీ ఎస్ఈడీ పోస్టుల కంటే మళ్ళీ పేపర్ వన్ రాయాలి కాబట్టి ఇంకొక టెట్టు పట్టే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇన్నాళ్ళుగా మనం పదివేల మూడు వందల యాభై ఒక్క పోస్టులు పడ్డాయనేసి ఎంతో ఆతృతగా ఆనందంగా ఎదురుచూస్తున్న డిఎస్సీ అభ్యర్థులకి ఇది నిజంగా చాలా చేదు చేదు వార్త ఫ్రెండ్స్ వెరీ బ్యాడ్ న్యూస్ ఇది ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ నోటిఫికేషన్ మీద ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు చూస్తేనేమో ఇది పోస్ట్పోన్ అయినట్టు మనకు తెలుస్తుంది ఎప్పుడు మళ్ళీ పడుతుందో తెలియదు ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇది మన గవర్నమెంట్ పైన ఆధారపడి ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో మనం ఎదురు చూడాల్సిందే ఫ్రెండ్స్ అంతకంటే మనం చేసేదేం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి friends thank you very much friends